నీటితో సేద్యం చేస్తున్న అందమైన పర్యావరణం చుట్టూ కొండల నుంచి జాలువారే నీటితో వ్యవసాయం చేస్తూ ఈ గిరిపుత్రులు జీవనం వెళదిస్తున్నారు పిల్లలు నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ ఈ పిల్లలు అనేక విషయాలు అనేక సందర్భాల్లో సహసిద్ధంగా నేర్చుకుంటారు అనుభవాలు స్వంత అన్వేషణ ద్వారా ఈ పిల్లలలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది పిల్లల సంస్కృతి సాంప్రదాయాలు వారి ఆహార్యం వారి జీవన విధానం ఇలా ఉంటుంది చేసేటమే కరెక్ట్ లేదు ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు గల ఈ పిల్లలు ఎన్రోల్మెంట్ డ్రైవ్లో నేను నా దగ్గరికి ఈ పిల్లల్ని ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ఈ పిల్లలు సరిగా మాట్లాడకపోవడం భాష సరిగా అర్థం కాకపోవడం అందరితో కలవకపోవడం అందరితో కలవకపోవడం వల్ల ఈ పిల్లలు నేర్పించడంలో నేను కొంత ఇబ్బంది పడ్డాను వీరి కోసం ప్రత్యేక ఉపకరణాలు తయారు చేయడం మొదలుపెట్టాను ఐదు వేల రూపాయలు ఇక్కడ నలుగురు ఆటగాళ్ళు మరియు ఒక బ్యాంక్ మేనేజర్ ఉంటారు డబ్బుల్ని సమానంగా నలుగురు ఆటగాళ్ళకి పనిచేసిన తర్వాత ఆటను మొదలు పెడతారు డైస్లో కనుక రెండు డైస్లో ఒకటి పడ్డప్పుడు ఒకటి పడ్డప్పుడు డైస్లో ఒకటి పడ్డప్పుడు తారామణి వస్తుంది తారామణి వచ్చినప్పుడు తారామణికి ఐదు వేల రూపాయలు రెండు కట్ ఐదు వేల రూపాయలు డబ్బులు కట్టేసి తారామణి ఆటగాడు సొంతం చేసుకుంటుంది ఇలా ఆట ముందుకు సాగుతుంది సంఖ్యలు గురించి తెలుసుకుందాం ఒకటి నుండి పది వరకు సంఖ్యలు పరిచయం one two three four five six seven eight nine ten ప్రధాన సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదుని బి అంటారు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అనగా ఎక్స్ ఇరవై అనగా ఎక్స్ఎల్ ఎక్స్ఎల్సిఎస్ ముప్పై ఎక్స్ఎల్ నలభై ఎల్ఎల్ యాభై ఎల్ఎక్స్ అరవై ఎల్ఎక్స్ డెబ్బై ఎల్ఎక్స్ఎక్స్ఎక్స్ ఎనభై ఎక్స్ జి వంద ఐదు వందలు అనగా అది వెయ్యి అనగా ఎం నాలుగవ తరగతి సంఖ్యలు తెలుసుకుందాం నా పేరు ప్రేమ్ కుమార్ మాది ఎంపీపీఎస్ మామిలిగూడెం నేను జియో బోర్డు నుంచి రకరకాల ఆకారాలు మీకు తెల తెలపబోతున్నాను త్రిభుజం దీర్ఘ చతురస్రం चतुरस्रम समानांग I am Prem Kumar. I am studying third class. MPPS Mamilgudem. I am very happy because I learn some activi- activities in school. Every activity based on math subject. I like very much much business game. ఇప్పుడు మా పిల్లలు అడవిలో అడవిలో ఒక అడిగడ్డ తినుకుంటా తర్వాత పెట్టుకొని ఇది పూర్తిగా గుత్తికొయ్య కోయకు సంబంధించిన హ్యాపిటేషన్ ప్రతిరోజు పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ బడికి రావడం కోసం ఆటలతో పాఠాలు పెట్టడం జరిగింది జాయ్ఫుల్ గేమింగ్ మరియు జాయ్ఫుల్ లెర్నింగ్ కోసం ప్రయోగాల వడి ప్రయోగాల వడి పెట్టెలో బడి అనే బాక్స్ ద్వారా వారి కోసం ప్రత్యేక టీఎల్ఎం తయారు చేసి గణిత అన్ని గణిత భావాలను అభివృద్ధి చేయడం జరిగింది